మొత్తం ఎల్లో కలర్ బండి నెంబర్ అయితే మంచిది ఇంకా ఒకటే ఉన్నది కాదండి తర్వాతలో అప్పుడు టైంలో పైసలు కవర్ కూడా పైసలు cover morning morning morning morning బండి లోడ్ అయింది ఒక వన్ అవర్ ముందుకు రావాలి ఇంకా మీరు ఇంకా ఫార్వర్డ్ చేయండి సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ